ధైర్యం అతడు మా శౌర్యం అతడు ఆ ధైర్యం అతడు మా శౌర్యం అతడు రౌద్రం అతడు అరుణ రుధిరం అతడు అతడు సమరం సంగ్రామం అతడు సంగ్రామమ్మతడు అతడు కమల యుద్ధం అతడు సై సై అందమా సమరానికి పోదమా సంజయన్న వెంట సంగ్రామ యాత్ర చేద్దామా సై సై అందమా సమరానికి పోదమా సంజయన్న వెంట సంగ్రామ యాత్ర చేద్దామా బుడుకు బుడుకు నెత్తురు బుర్రు తలుగుతున్నది బండి సంజయన్న కొరకు ప్రాణమిస్తానన్నది బుడుకు బుడుకు నెత్తురు బుర్రు తలుగుతున్నది బండి సంజయన్న కొరకు ప్రాణమిస్తానన్నది బీజేపీ పార్టీని చిరుతలా గురికించిన చిచ్చర పిడుగే అతడు ఎదుగుతూ బతుకుతున్న బీజేపీ పార్టీని చిరుతలా గురికించిన చిచ్చర పిడుగే అతడు ఉదాసీన రాజకీయం పూసే తెలియని వాడు ఉదాసీన రాజకీయం పూసే తెలియని వాడు ఉదయం ముద్దాడే వరకు విశ్రమించడు చూడు సై సై అందమా సమరానికి పోదమా సంజయన్న వెంట సంగ్రామ యాత్ర చేద్దామా సై సై అందమా సమరానికి పోదమా సంజయన్న వెంట సంగ్రామ యాత్ర చేద్దామా బుడుకు బుడుకు నెత్తురు బుర్రు తలుగుతున్నది బండి సంజయన్న కొరకు ప్రాణమిస్తానన్నది బుడుకు బుడుకు నెత్తురు బుర్రు తలుగుతున్నది బండి సంజయన్న కొరకు ప్రాణమిస్తానన్నది భారతీయ జనతా పార్టీ కమలం జెండను పల్లె పల్లెకు చేర్చిన పోరాట వీరుడు భారతీయ జనతా పార్టీ కమలం జెండను పల్లె పల్లెకు చేర్చిన పోరాట వీరుడు సిద్ధాంతం పునాదిపై పెరిగినట్టి నాయకుడు సిద్ధాంతం పునాదిపై పెరిగినట్టి నాయకుడు మమై గర్జించే బీజేపీ సైనికుడు సై సై అందమా సమరానికి పోదమా సంజయన్న వెంట సంగ్రామ యాత్ర చేద్దామా సై సై అందమా సమరానికి పోదమా సంజయన్న వెంట సంగ్రామ యాత్ర చేద్దామా గుడుకు బుడుకు నెత్తురు బుర్రు తలుగుతున్నది బండి సంజయన్న కొరకు ప్రాణమిస్తానన్నది గుడుకు బుడుకు నెత్తురు బుర్రు తలుగుతున్నది బండి సంజయన్న కొరకు ప్రాణమిస్తానన్నది నరేంద్ర మోడీ గారి ఆశయాల రూపమై అమిత్ షా వెలిగించిన త్యాగాల దీపమై నరేంద్ర మోడీ గారి ఆశయాల రూపమై అమిత్ షా వెలిగించిన త్యాగాల దీపమై జేపీ నడ్డా గారి అడుగుల్లో అడుగువై జేపీ నడ్డా గారి అడుగుల్లో అడుగువై బీజేపీ సంధించిన గురి తప్పని లక్ష్యమై సై సై అందమా సమరానికి పోదమా మన వెంట సంగ్రామ యాత్ర చేద్దామా సై సై అందమా సమరానికి పోదామా సంజయన వెంట సంగ్రామ యాత్ర చేద్దామా బుడుకు బుడుకు నెత్తురు బుర్రు తలుగుతున్నది బండి సంజయన్న కొరకు ప్రాణమిస్తానన్నది బుడుకు బుడుకు నెత్తురు బుర్రు తలుగుతున్నది బండి సంజయన్న కొరకు ప్రాణమిస్తానన్నది పలుకుతున్న మాటిది గడ్డీలనెదిరించే తమ్ము బీజేపీ జెండది తెలంగాణ ప్రతి గడప పలుకుతున్న మాటిది ఎదిరించే తమ్ము బీజేపీ జెండది గుండె గుండెలో నిలిచిన పోరాటం బండిది గుండె గుండెలో నిలిచిన పోరాటం సంద్రం చేసే ఇది సంజయన్న జనసంద్రం జంగు నడుపుతున్నది సావోరేవో తేలాలంటూ సవాల్ చేస్తున్నది సంజయన్న జనసంద్రం జంగు నడుపుతున్నది సావోరేవో తేలాలంటూ సవాల్ చేస్తున్నది గుడుకు బుడుకు నెత్తురు బుర్రు తలుగుతున్నది బండి సంజయన్న కొరకు ప్రాణమిస్తానన్నది బుడుకు బుడుకు నెత్తురు బుర్రు తలుగుతున్నది బండి సంజయన్న కొరకు ప్రాణమిస్తానన్నది